సమాజం ఆక్రోశించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో నెల్లూరులో జరిగినటువంటి కాకినాడ తీర్మానం చూడండి ఈ యొక్క రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలు సవాలు చేస్తా ఉన్నా తొంభై ఏడులో జరిగినటువంటి నెల్లూరు సమావేశంలో తీర్మానం చేశాం తీర్మానానికి కట్టుబడి ఇప్పటి వరకు కమిట్మెంట్ తోటి ఏదైనా విద్యార్థి సంఘం ఉందంటే తెలంగాణలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు రావడానికి ముందు తెలంగాణ కోసం నా కాషాయపు జెండాలు చేత పట్టుకున్నటువంటి సగటు విద్యార్థి పల్లె పల్లెలో ఉద్యమాన్ని రగిలించిన చరిత్ర నా సంస్థది కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉద్యమంకు నడుస్తూ ఉన్నటువంటి సందర్భం ఏదైతే ఈ రకంగా మీడియా గుట్టాలు పట్టుకుని మంది విద్యార్థులు అసెంబ్లీని ముట్టడిస్తే తెలంగాణ అర్ధరాత్రి అనౌన్స్ అయింది గుర్తుపెట్టుకోండి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఎనిమిదిన అసెంబ్లీలో ముట్టడిస్తే మాత్రమే చిదంబరం ప్రకటన ప్రకటన చేస్తా ఉంటే మరోపక్క నేషనల్ ఛానల్లో కాషాయపు జెండా రెపరెపలాడుతా ఉన్నది మిత్రులారా గుర్తుపెట్టుకోండి పట్టాలన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీ కుహాన ఏదైతే ద్వంద్వ వైఖరి ఉందో విద్యార్థుల లోపల ఎండగట్టాలనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తోటి ఎనిమిది వందల మంది విద్యార్థులు తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు చనిపోయారు ఎవడు కూడా మాట్లాడట్లేదు పార్లమెంట్ వెలుపల ధర్నాలు చేస్తారు అసెంబ్లీ వెలుపల ధర్నాలు చేస్తారు సోనియా గుంది మాట్లాడి కాలర్ ఎత్తి గట్టిగా అదిరే దమ్ము ఎవరికి లేదు ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సభాధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ గారు నిరంజన్ గారు మరి ఏబీవీపీ విద్యార్థి నాయకులు నేటి విద్యార్థి రేపటి పౌరుడు కాదు సమాజంలో జరుగు మీకందరికీ తెలుసు ప్రాపర్టీస్ లో జరిగినటువంటి అక్రమాల పైన కార్యక్రమాలైన కేసు వేసింది అడ్వకేట్ చేసి అంతేకాదు అడ్వకేట్ అక్రమాల పైన కేసు వేసి అడ్వకేట్ చేసి విజయ ఈ రోజు మనం వేసినటువంటి కేసు ద్వారా దాదాపు ఆరు వందల కోట్లు రహేజా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది అడ్వకేట్ చేసి వేసింది ఈరోజు ఇప్పుడు అడ్వకేట్ చేసి にご రైతుల సంఘం రావట్లేదు ఖమ్మంలో మీరు రండి రాబాయి ఓకే మీరు అక్కడ కొనాకు ఇక ఈ మధ్యాహ్నం చెల్లెళ్ళు ఒకసారి అందరు రావట మళ్ళీ ఒక పడరా వేస్తా పాదయాత్రకు ముఖ్య అతిథి వచ్చిన రంగారావు వెంకటేష్ చేసి గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ వెనుకపై ఉన్న వారికి ధన్యవాదాలు వేరే వారికి ధన్యవాదాలు ఈ యొక్క పాదయాత్ర విక్రమ్ చౌరసమిదిగా ఏం సార్ రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడానికి చౌరస మీదుగా ఇక్కడానికి చౌరస మీదుగా భరత్ మీదుగా ఇన్సంపల్ గ్రామం అదేవిధంగా తడకపల్లి